hello Hello, happy evening, happy new year twenty twenty three twenty twenty టూలో హైదరాబాద్కి ఒక చిన్న క్లయింట్ పని మీద వెళ్ళినప్పుడు నాగరాజ్ గారు నాకు కాల్ చేసి సార్ మనకు కొన్ని వీడియోలు చేయాలి స్టార్టప్ అండ్ బిజినెస్ కన్సల్టేషన్ మీద మనకి చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది మీ ఆర్టికల్స్ అవి నాకు చాలా బాగా నచ్చాయి మీరు ఏమైనా కొన్ని ఇంటర్వ్యూలు చేయగలిగితే ఒక్కసారి నాకు కాంటాక్ట్ చేయండి అని నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇమీడియట్గా సార్ని కాంటాక్ట్ చేయడం జరిగింది వెంట వెంటనే ఆయన కొన్ని వీడియోస్ తీశారు మార్కెట్లో ఒక రిలీజ్ చేశారు అట్ ద సేమ్ టైం వాటి రిజల్ట్ అవుట్పుట్ కూడా అవుట్ స్టాండింగ్గా ఉంది do you believe last ten మంత్స్లో మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ క్లయింట్స్ని startup and business consultation related information మీద ట్రైనింగ్స్ కానీ వర్క్షాప్ కానీ more than four hundred clients ఒక్క టెన్ మంత్స్లోనే అచీవ్ చేయడం జరిగింది నా కెరీర్లో లాస్ట్ ఎయిట్ ఇయర్స్లో చూసుకుంటే four hundred four fifty clients వచ్చారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి బట్ ఓన్లీ టెన్ మంత్స్లోనే ఈ startup business related consultation information తెలుసుకోవడానికి వర్క్షాప్స్కి ట్రైనింగ్స్కి లోన్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి మెంటరింగ్ కోసం more than four hundred customers last ten మంత్స్లో మనకి కాంటాక్ట్ చేశారు that was a wonderful year twenty twenty two చాలా మంచి రిజల్ట్ మంచి అవుట్పుట్ ఇచ్చింది at the same time twenty twenty three opening కూడా అదిరింది కారణం ఏంటంటే ఈరోజు పొద్దున్నే నాకు ఒక మంచి కూతురు పుట్టింది అందమైన అమ్మాయి so twenty twenty three opening కూడా మంచి sixer she brings all fortune and luck నేను బిలీవ్ చేస్తున్నాను at the same time twenty twenty three ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్లో బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి రోజుకు ఒక వీడియో ఖచ్చితంగా రోజుకి ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం అవసరం ఉన్నా సరే హ్యాపీగా యూస్ చేసుకోండి కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను అయితే న్యూ ఇయర్ కదా చాలామంది కొత్త కొత్త రిజల్యూషన్స్ పెట్టుకుంటారు న్యూ ఇయర్కి నేను జిమ్కి వెళ్ళాలి న్యూ ఇయర్కి నేను ఫిట్నెస్ పెంచుకోవాలి లేదా హెల్త్ కాన్షియస్ తీసుకోవాలి నాన్ వెజ్ మానేయాలి parents relationship job career studies fitness ఒకటి కాదు చాలా రకాల గోల్స్ పెట్టుకుంటారు అయితే ఆంటర్ప్రెన్యూర్స్ ఈ ఇయర్ మీరు తీసుకోవాల్సిన ఒక ఫైవ్ రిజల్యూషన్స్ కేవలం entrepreneurs startup companies business owners founders ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ న్యూ ఇయర్ తీసుకోవాల్సిన ఒక ఫైవ్ రిజల్యూషన్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం so it will be a very good opening for all of us అయితే ఇందులో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన topic be plug to your industry policies మీరు ఏ బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నారు అగ్రికల్చరా ఫిన్టెక్కా టాయ్సా మ్యానుఫ్యాక్చరింగా ఫుడ్డా సర్వీస్ ఇండస్ట్రీయా ఐటీయా రోబోటిక్సా clothing fashion accessories furniture whatever it is మీ ఇండస్ట్రీ వైజ్గా గవర్నమెంట్ కానీ పబ్లిక్ బాడీస్ కానీ మీకు ఇస్తున్న పాలసీస్ ఏంటి నిత్యం వాటికి టచ్లో ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనే మీ ఇండస్ట్రీకి రిలేటెడ్ రూల్స్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఇచ్చే subsidies policies terms conditions miss చేయొద్దు చాలామంది వాళ్ళ ఇండస్ట్రీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతూ ఉంటారు never miss your industry policies so always plug to your industry terms and conditions మీరు ఏ బిజినెస్లో చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇండస్ట్రీ తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా తెలుసుకోండి మీరు సోలార్ ఇండస్ట్రీ అయితే ఈ ఇయర్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ బాడీస్ కానీ సోలార్ ఇండస్ట్రీకి ఏ విధమైన పాలసీస్ ఇవ్వబోతుంది మీరు ఉమెన్ ఆంటర్ప్రినర్ అయితే మీరు ఫుడ్ బేస్డ్ బిజినెస్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి ఫుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది ఎటువంటి సబ్సిడీస్ ఇస్తుంది లోన్స్ ఇస్తుంది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు యాక్యురేట్గా ఉంచుకోండి ఇందులో సెకండ్ పాయింట్ ఏంటి అంటే learn to be okay with outsourcing అంటే ఈ ఇయర్ అందరూ కూడా అనుకున్న వెంటనే ఎంప్లాయీస్ని పెట్టి అంత వర్క్ బిజినెస్ చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి మీకు వర్క్ ఓవర్ఫ్లో అయినా లేదా అనుకున్నంత వర్క్ రాకపోయినా సరే ఆ చిన్న వర్క్ని అవుట్సోర్స్ చేసైనా సరే కస్టమర్కి డెలివరీ చేయడానికి ఏమాత్రం వెనకాడద్దు ఎందుకంటే ప్రతి బిజినెస్ ఒకేలా ఉండదు మీ ఛాలెంజ్ మీద ఆధారపడి ఉంటుంది తప్పి బిజినెస్ ఇలాగే ఉండాలన్న రూల్ ప్రపంచంలో ఎక్కడా లేదు so be okay with outsourcing when there is a necessity అవసరమైనప్పుడు వీలైతే అవుట్సోర్స్ చేసైనా సరే మీ వర్క్ని ఫినిష్ చేయండి అంతే తప్ప అరే నాకు స్టాఫ్ లేదని లేదంటే నాకు అనుకున్న క్లయింట్ ప్రాపర్గా లేడు వాడు వచ్చిన నా బెంచ్ మీద కూర్చోడానికి ఎవరూ లేరని చెప్పి వర్క్ని డీవియేట్ చేయొచ్చు చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వర్క్ని టేక్ ఓవర్ చేసి బయట వాళ్ళకి అవుట్సోర్సింగ్ చేస్తూ ఉంటాయి అంతెందుకు ఇండియాలో చాలా పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేసే జిఎంఆర్ కంపెనీ అందరికీ తెలిసిందే వాళ్ళు కూడా కొన్ని వర్క్స్ని సబ్లీస్కి ఎల్ఎన్టీకి వేరే కన్స్ట్రక్షన్ కంపెనీలకి ఇస్తూ ఉంటారు చాలా మెట్రో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు టెండర్లు తీసుకొని మళ్ళీ సబ్లీజ్ ఇస్తూ ఉంటాయి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు పెద్ద ప్రాజెక్టులు హైవే కాంట్రాక్ట్లు తీసుకొని సబ్లీజ్ ఇస్తూ ఉంటాయి మెడికల్ ఫార్మా కంపెనీలు కాంటాక్ట్స్ తీసుకొని చిన్న చిన్న ఫార్మా కంపెనీలకి సబ్లీజ్ ఇస్తూ ఉంటాయి so be okay with outsourcing outsourcing ఇచ్చి కూడా మనం వర్క్ చేయొచ్చు ఇది మనం న్యూ ఇయర్లో తీసుకోబోయే సెకండ్ రెజల్యూషన్ మూడోది ఏంటి అంటే ఐడెంటిఫై ద కస్టమర్ మిస్టెప్స్ మీ కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చే క్రమంలో ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తున్నారు మీరు వేయడం కాదు మీ కస్టమర్ అంటే మీ కస్టమర్ మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఆ వే క్లియర్గా ఉందా లేదా వాళ్ళు ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారా ఆ మిస్టేక్ మీ ప్రాసెస్లో ఎక్కడ దాన్ని మీరు రెక్టిఫై చేసుకోగలరు అన్న విషయాన్ని కూడా మీరు ఆలోచించండి so always focus on customer mistakes customer ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నాడో ఆ ప్రాబ్లమ్స్ మీద సొల్యూషన్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇవ్వగలిగితే దెన్ ఈ ఇయర్ మీకు కస్టమర్ పొటెన్షియాలిటీ బాగా పెరుగుతుంది and fourth thing is be realistic and specific while setting your goals మీరు గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు బిజినెస్ చేసేటప్పుడు be specific and be realistic ఈ ఏడాది నేను వెయ్యి కోట్లు టర్న్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను టెక్నికల్లీ ఇంపాసిబుల్ టెక్నికల్లీ ఇంపాసిబుల్ ఈ ఏడాది నేను పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు వ్యాపారం చేయొచ్చు కష్టపడితే కొంచెం పాసిబుల్ ఈ ఏడాది నాకు కోటి రూపాయలే పాసిబిలిటీ ఉంది okay that is okay so ఎప్పుడైనా సరే స్మార్ట్ గోల్స్ అంటారు specific measurable achievable reliable and time bound realistic and time bound అంటే మీరు పెట్టుపోయే గోల్స్ పెద్ద పెద్ద పెట్టేసుకోవడం చాలా సింపుల్ అండి అవి అచీవ్ చేయాలంటే రిసోర్సెస్ కానీ మీ దగ్గర పొటెన్షియాలిటీ కానీ బాగుందా లేదా ఒకసారి ఆలోచించండి ఇది లేకుండా అన్రియలిస్టిక్గా మీ గోల్స్ కనుక ఉంటే మీరు గోల్ అచీవ్ చేయలేరు వాటి తగ్గిన రిసోర్సెస్ మీరు ప్రొక్యూర్ చేయలేరు and you will be a failure example in your business and family so be realistic while setting goals and achievements be realistic అంటే దగ్గరగా ఉండండి మీ మీ ఆలోచన ఎక్కడ ఉంది మీ గోల్ ఎక్కడో ఉంటే రీచ్ అవ్వడం చాలా కష్టం అది అచీవ్ చేసే కెపాసిటీ పొటెన్షియాలిటీ ఉందా లేదో కూడా చూసుకోవాలండి మనం ఏదో పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకొని అచీవ్ చేయడం అంత సింపుల్ ఏం కాదు మన దగ్గర నిజంగా అంత పొటెన్షియాలిటీ ఉంది అంటే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది సో ఫోర్త్ రిజల్యూషన్ ఏంటంటే గోల్స్ పెట్టుకునేటప్పుడు స్పెసిఫిక్గా ఉండండి రియలిస్టిక్గా ఉండండి అంటే ఏదైతే అచీవ్ చేయగలరో అది మాత్రమే మీరు గోల్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను తినే కెపాసిటీ ఒక పావు కేజీయో మూడు వందల గ్రాములు అనుకుందాం ఒక లంచ్కి కానీ డిన్నర్కి కానీ నా ముందు తీసుకొచ్చి కేజీ ఫుడ్ పెడితే నేను తినలేను కదా కేజీ మీ టార్గెట్ కానీ మీ కెపాసిటీ మూడు వందలు అలాగే మీ గోల్ ఇంతే కానీ మీ కెపాసిటీ తక్కువ అన్నప్పుడు మీరు దాన్ని అచీవ్ చేయలేరు so be realistic and finally fifth resolution ఏంటంటే commit at least one hour to your family this year ఈరోజే నాకు అర్థమైంది ఆ విషయం కూడా పాప పుట్టింది కదా అలాగే మీరు కూడా ఎంత సూపర్గా బిజినెస్ చేసినా డైలీ వన్ అవర్ మీ పేరెంట్స్కి మీ వైఫ్ హస్బెండ్కి స్పౌస్కి మీ చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్కి ఖచ్చితంగా కనీసం వన్ అవర్ మాత్రం టైం స్పేర్ చేయండి ఈ ఐదు రిజల్యూషన్స్ మనం ఫాలో అవ్వగలిగితే ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో మంచి రిజల్ట్స్ చూడొచ్చు మంచి రిజల్యూషన్స్ పెట్టుకొని మనం రిజల్ట్స్ని అచీవ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం మనం అనుకున్న గోల్స్ని కూడా చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా టెక్నికల్లీ పాసిబుల్ అండి ఇంపాసిబుల్ ఏం కాదు సో అందుకే ప్రతి వాళ్ళు మీ లైఫ్లో ఎన్నో రిజల్యూషన్స్ పెట్టుకోవచ్చు బట్ బిజినెస్ రిజల్యూషన్స్ ఈ ఐదు కనుక మీరు ఫాలో అవ్వగలిగితే చాలా సింపుల్ అవి ఏంటి అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీకి టైం ఇవ్వండి మీ గోల్స్ని అచీవ్ చేసుకునే విధంగా పెట్టుకోండి మీ industry terms and conditions policies తెలుసుకోండి మీ కస్టమర్కి చాలా అచీవబుల్గా ఉండండి ఇంకొక పాయింట్ ఏంటంటే one minute yeah learn to be okay with outsourcing అంటే మీ వర్క్ని వేరే వాళ్ళకి అవుట్ సోర్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండండి ఈ ఐదు పాయింట్స్ కనుక మీరు ఫిల్ చేసుకుంటే twenty twenty three will be a successful financial startup business year happy new year once again ఈ ఇయర్ మీరు అనుకున్న గోల్స్ బిజినెస్లు అన్నీ కూడా అచీవ్ చేయాలని I wish you all the very best will meet once again thank you